అద్భుతం జరిగేటప్పుడు మనకి తెలియదు అది జరిగిపోయిన తర్వాత మనం ఎవరం దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు సీతారామ శాస్త్రి గారు నాకు తెలిసిన ఒక అద్భుతం